అందరికి వచ్చిన పాట నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజమయం ఎలా పాట పాడుకొని ప్రభుని కనపరచదాం Glory. Amen. Praise Him. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము అందరూ ముగ్గురు చప్పలు కొడుతూ దేవుడు కనపరుచుదాం ఆయన స్థుతించడం ఆయన కనపరచడం మనందరికీ కూడా గొప్ప శక్తి గొప్ప ప్రభావం నీవే నా తోడువై నీవే నా జీవమై నా రుదిలో నా నిలచిన జ్ఞాపకమై నీవే నా తోడువై నీవే నా జీవమై నా రుదిలో నిలచిన జ్ఞాపకమై అను అనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అను అనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము అందరూ చెప్పలు దేవుని ఆరాధిద్దాం పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము పొందుకుందాం నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజ బలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీ భుజ బలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనదీయనీయక వెనుతాటినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనదీయనీ వెనుక వెను దాటినావు ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనో హరము స్వరముని స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంగిమయము అందరూ చెప్పడం కూడా దేవుడు కనపరచుదాం అమేన్ Amen. Praise Him. నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆచంతమై నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు రాజంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మై మరిచి నేనేమి చేసేదను అమరలోకా పరిస్థితులతో పరిచయమై నన్ను మై మరచి నేనే చేదను ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన కలనా నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము ప్రో అరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజమయము నీ పాదాలు అపరంజమయము